ఎలా అప్లై చేయాలో లాస్ట్లో ఇవ్వడం జరిగింది సో హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం వీడియో పెట్టడం జరిగింది తెలంగాణలో ఫ్రీ కోచింగ్ అనేది group one group two and SA వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి five thousand two thousand stipend కూడా ఇస్తున్నారన్న వీడియో అయితే మనం లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ని గ్రూప్కి మరియు బ్యాంకింగ్ పీఓస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది సో లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువ ఉంది ఆ వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి సో ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి ఏ సైట్కి వెళ్ళాలో కూడా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు చూస్తే it is inform to all the unemployment graduates of SC ST and other communities that the Andhra Pradesh Studies Circle Progress to start a free residential coaching program for banking POs in AP Study Circle branch, Tirupati, and Group 1 coaching AP Study Circle branch, Vijayawada. చూస్తే ఎస్సీ ఎస్టీ మరియు మిగిలినటువంటి కమ్యూనిటీ వాళ్ళకి ఇది అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు బ్యాంకింగ్ పీఓస్కి మరియు గ్రూప్ వన్కి మీకు తిరుపతి మరియు విజయవాడలో అయితే కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్రీ కోచింగ్ అంటే చాలామంది చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు సో తెలంగాణలోను మిగిలిన ఫ్రీ కోచింగ్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ సార్స్ అయితే వస్తారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆరు లక్షల కంటే తక్కువ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది సో దీనికి ఎటువంటి క్రైటీరియా ప్రకారం ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మార్కులను ప్రాతిపదికన మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ అయితే లాస్ట్ డేట్ అనేది పది నాలుగు రెండు వేల ఇరవై రెండు ఈలోగా మీరు అప్లై చేసుకోవాలి వెబ్సైట్ యొక్క లింక్ కూడా చూస్తే ఏపీఎస్టీడీసీ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క వెబ్సైట్ లింక్ను నేను ఆ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా అఫీషియల్ సైట్ ద్వారా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా నేను చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి so okay friends all the best hi friends మీకు లైవ్లో అప్లికేషను ఎలా ఓపెన్ చేయాలో కూడా నేను చూపిస్తాను అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి ఏం ఫిల్ చేయాలో కూడా మనం చూద్దాం చూడండి ఇక్కడ AP study circle social welfare department అని ఉంది కదా సో ఇది అఫీషియల్ సైట్ ఇది అఫీషియల్ సైట్ ఓకే ఇక్కడ మీరు చూస్తే సో పైకి ఒకసారి వస్తే కనుక మీరు ఇక చూడండి click here for online application అని బ్లూ కలర్లో ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సో ఓపెన్ అవుతుంది చూద్దాం application for free coaching for SC ST and other candidates for group one or banking POs examination okay ఇక్కడ మీరు చూడొచ్చు already registered OTPR in APSC portal అని చెప్పి ఉంది కదా అంటే అంతకుముందు కనుక మీరు ఏపీఎస్సి పోర్టల్లో కనుక ఎన్రోల్ అయి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ నెంబర్ అడుగుతుంది లేదు మీరు న్యూగా కనుక ఎన్రోల్ అవుతుంటే ఇక్కడ నో అని కొట్టండి అది పోతుంది ఓకే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది name of the candidate with surname scroll చేస్తున్నాను ఇక్కడ నేమ్ అండ్ క్యాండిడేట్ మీ సర్నేమ్ ఇచ్చేయండి ఫాదర్ నేమ్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి gender Aadhaar number religion caste with category so చూడండి ఇది చివరే ఉంటాయి ఇవి మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది sub caste with category native district educational qualification annual income of parent okay mobile number email whether belong to physical handicapped category if yes mention percentage ఒకవేళ కనుక మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక అవి మెన్షన్ చేయమంటున్నారు ఎంత పర్సంటేజ్లో ఉంది ఏంటనేది ఇక కోచింగ్ ప్రిఫర్డ్ అంటే ఎక్కడ మీకు కావాలి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది so okay group one or banking ఏంటనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఓకే నెక్స్ట్ మీ సేవ క్యాష్ సర్టిఫికెట్ కూడా అడుగుతుంది అప్లోడ్ క్యాష్ సర్టిఫికెట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ బ్రౌజ్ అన్న చోట మీరు అప్లోడ్ చేసుకోవాలి ఓకే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అడుగుతుంది అంటే ఆ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి అప్లోడ్ ఇన్కమ్ దగ్గరేమో బ్రౌజ్ దగ్గరేమో అప్లోడ్ చేయాలి అదేవిధంగా అప్లోడ్ ఫోటో మన ఫోటో కూడా అప్లోడ్ చేయాలి అప్లోడ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డిస్టిక్ ఏంటి విలేజ్ ఏంటి హౌస్ ఏంటి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ వచ్చేసేటప్పటికి మీరు చూస్తే name of the examination okay hall ticket number maximum marks so grade year of passing institute name ఇవన్నీ కూడా ఇచ్చుకోండి అప్లోడ్ కోర్స్ రిమార్క్ ఏదైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసుకోండి ఓకే సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టెన్త్ క్లాస్ నుండి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ అని ఉంది కదా యాడ్ అన్నప్పుడల్లా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది సో చూడండి ఇక్కడ యాడ్ అవుతుంది కదా యాడ్ అయినప్పుడు మీరు టెన్త్ క్లాస్ దగ్గర నుండి ఇచ్చేసుకోవచ్చు ఇది టెన్త్ ఇచ్చుకుంటే ఇది ఇంటర్ తర్వాత డిగ్రీ అలా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు సో ఇవి టిక్ చేసేసి మీరు సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ సో ఇది ప్రాసెస్ అనమాట ఓకే ఆన్లైన్ ఇంకా టైం అయితే లేదు మీరు ఇమీడియట్గా మీరు అప్లై అయితే చేసుకోండి